మారేడుమల్లి ఫేమస్ బొంగులో చికెన్ సో ఆ ట్రై చేస్తున్నాము ఇప్పుడే తీసుకున్నాము అక్కడ నుంచి టేస్ట్ ఎట్లుంటుంది కూడా స్మెల్ అయితే మంచిగానే వస్తుంది కదరా సో బయటికి ఎట్లుంది పొద్దున చూపిస్తా ఒకసారి బయటికి ఎట్లుందో చూడండి ఒకసారి ఇట్లా ఇట్లుంది రెండు చెద్దలు వేసుకున్నాం ఆడొక రెండు మెత్తలు పెట్టుకున్నాం ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది వాడు ఎట్లా చూడండి ఇక్కడ టైం ల్యాబ్స్ తీయాలి కొన్ని టైం ల్యాబ్స్ పెడతా చూడండి ఇక్కడ కూడా తెల్లారింది లేచినాం ఇప్పుడే సో బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి మంచి క్లౌడ్స్ మంచిగా పక్కకే ఉన్నాయి క్లౌడ్స్ నైట్ దీంట్లోనే పడుకున్నాను మంచి నిద్ర పట్టింది బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తు ఉంది బ్యాక్ సైడ్ మొత్తం మంచి మంచు కానీ మొత్తం గుట్టలు రౌండ్గా గుట్టలు ఉన్నాయి మధ్యలో ఉన్నాం మేము గ్యాస్ స్టార్ట్ అవుతున్నాము అంతా సదిరేసుకున్నాము కారు తీస్తున్నాం ఇప్పుడే సో అన్నీ సెట్ అయిపోయినాయి ఆ రంప వాటర్ ఫాల్స్ వెళ్ళి అక్కడ నుంచి కాకినాడ వెళ్తాం కాకినాడ బీచ్కి లాస్ట్గా అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మళ్ళీ నైట్ అక్కడ బగారా చికెన్ వండుకుని ఉండే మేము సామాన్ తీసుకెళ్ళిన ఉండే సో వాటితోనే కుక్ చేసిన ఉండే మంచిగానే ఉండే టేస్ట్ కూడా బాగుండే అండ్ మేము తినే టైంకి కూడా ఇంకా ఫ్రెష్గానే ఉండే సో తినేసినాం ఇక్కడ మేము అక్కడ తినేసినాము టేస్ట్ బాగుండే సో తినేసి అక్కడ నుంచి స్టార్ట్ అయినాం మొత్తం గ్రీనరీ ఉండే వెదర్ మొత్తం కూడా కూల్గా ఉండే మొత్తం మంచి మంచిగా ఉండే సో మంచిగా ఉంది టైం ల్యాబ్స్ అలానే పెట్టేసిన నేను ఇంకా ఈడ ఫోటోలు మస్తు వస్తాయిరా కానీ బంద్ ఉంది అదే కాదు షాబాష్ నువ్వు పెద్దోని ఎంత నీట్గా ఉందిరా అది వీడియో చూసారు కదా సో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మస్తు ఉంది రూట్లో వెళ్తుంటుంటే సో అందుకే ఆగినాం ఇక్కడ చూపిస్తే చూడండి హైలైట్ ఉంది లొకేషన్ హైలైట్ ఉంది లొకేషన్ ఇక్కడ సో రంప వాటర్ ఫాల్స్ వచ్చినాం లోపలికి ఎంట్రీ ట్వంటీ రూపీస్ అంటారు ఒక టూ హండ్రెడ్ పార్కింగ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ పైకి వెళ్ళాలంట టూ హండ్రెడ్ మీటర్స్ ట్రెక్ చేస్తే లొకేషన్ కనిపిస్తుంది ఇట్లా పోతుంది చిన్నగా ఫ్లో కనిపిస్తుంది ఇంకా ముంగట పోతే ఇంకా మంచిగా ఉంటుంది చిన్న వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ ముంగట చూపిస్తుంది ఇవ్వడానికి ఇట్లా ఉంది రూట్ మొత్తం వాటర్ అంతా ఇక్కడ కూడా వాటర్ వస్తట్టుంది వర్షాకాలం మొత్తం అందుకే స్టోన్స్ అన్ని ఇట్లున్నాయి ఇవన్నీ కూడా వాటర్ ఫ్లో అవుతట్టు ఉంది చూడండి ఎంత మస్తుందో దిగాలనుకుంటే ఇక్కడ కూడా దిగవచ్చు ఇది స్టోన్ లెక్క వుడ్ లెక్క డిజైన్ చేశారు కానీ స్టోనే ఇది సిమెంట్తో తయారు చేశారు అలసిపోతే కూర్చోవడానికి అబ్బా ఇంకా మీదికి ఉంది టూ హండ్రెడ్ మీటర్స్ అన్నాడు కానీ చాలా మీదకి ఉంది ఇక్కడ వాటర్ పడుతుంది ఇక్కడ కారుతుంది వాటర్ పైకేనే ఇటు సైడ్కే వస్తుంది వాటర్ ఇటు సైడ్కేని అటు సైడ్కేని కూడా ఉంది ఇటు సైడ్కేని కూడా వస్తుంది బా కూడా వస్తుంది లొకేషన్కి వచ్చినాం ఇదే బాగుంది step step step by step so bridge వేసారు అక్కడ సైడ్ ఓడికే మ్యాక్సిమం వాటర్లో దిగడానికి ట్రై చేస్తాం దిగుతాం దిగడానికి మంచిగా ఉంది లొకేషన్ పక్క చిన్న టెంపుల్ కూడా ఉంది సో మా వాడు ఒకడు పైకి పోయిండు ఈ వాటర్ ఫాల్ పైన లొకేషన్ ఇంకా బాగుందంట సో పైకి ఎక్కి చూపిస్తాం ట్రెక్ ఎట్లుంది చూడండి ఇంక్లైన్ మొత్తం నైంటీ డిగ్రీస్ ఉంది నైంటీ డిగ్రీస్ కొండని ఎక్కాలి ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది మ్యాక్స్ ఎట్లుంది చూడండి జస్ట్ ఇట్లా వాడు ఎట్లెక్తుంది చూడండి వాడు ఎట్లెక్తుంది చూడండి మొత్తం ninety degrees eighty five degrees just five degrees మాత్రమే ఇట్లుంది ఎక్కే ఎక్కేటట్టు కనబడుతుంది జస్ట్ లెగ్స్ పెట్టడానికి పట్టుకోకుండా ఎక్కడానికి రాదు అసలు పట్టుకొని ఎక్కాలి అంత అంత యాంగిల్ ఉంది ఇక్కడ అబ్బా దిగేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి మొత్తం స్లైడ్ ఉంటుంది ఇక్కడ ఇంకా బాగుంది అక్కడికంటే వా హైలైట్ ఉంది సో డ్రెస్ చేంజ్ చేసుకొని లోపల దిగుతాం అప్పటి వరకు టైం ల్యాప్స్ పెడతాయి చూడండి అరే అరే అరే అరే అరే జారుతుంది ఇది మొత్తం జారుతుంది ఇంత ఇంత ఇంత ఇంత పైకి పోతున్నాం నువ్వు <laughs> మళ్ళీ పైకి వెళ్తున్నాం వాళ్ళు ఆడ ఫోటోలు దిగుతారు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళేసి వచ్చారు అబ్బాయి ఇంకా బాగుంది ఇటు సెట్ ఉంది పైకి వెళ్తుంటే ఇంకొద్ది ఇంకా మస్తుగా కనబడుతుంది లొకేషన్ ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి సో వీడియోస్ చూసారు కదా నెక్స్ట్ uh, కాకినాడ బీచ్ పోతున్నాము సో అక్కడ బీచ్కి వెళ్ళి బీచ్ వీడియోస్ పెడతా ఇంకా బీచ్లో కూడా టైం ల్యాబ్స్ ట్రై చేస్తా ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఇప్పటిదాకా చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిగేటప్పుడు మాత్రం చుక్కలే మస్తు ఇంక్లైన్ ఉంది మొత్తం చూడండి ఎంత కిందికి ఉందో ఇట్లా మొత్తం ఇట్లా కిందికి ఉంది ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్నా కానీ ఓకే నార్మల్గానే దిగుతున్నా ఇక్కడ టైం ల్యాబ్స్ తీయాలి కొన్ని టైం ల్యాబ్స్ పెడతాయి చూడండి ఇక్కడ కూడా టైం ల్యాబ్స్ చూసారు కదా మంచిగానే వచ్చినాయి నేను మళ్ళీ చెక్ చేసిన ఇంకా వెళ్తున్నా కిందికి టూ హండ్రెడ్ మీటర్స్ కిందికి వెళ్ళాలి నేను టెన్ మినిట్స్ కూర్చున్నా టెన్ సెకండ్స్ టైం ల్యాబ్స్ కోసం ఇక్కడ సో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ ఖాళీ రెండు కార్లు ఉన్నాయి మేము వచ్చినప్పుడు అక్కడొకటి ఇక్కడొకటి ఇప్పుడు చూడండి ఎన్ని కార్లు అయినాయో లొకేషన్ బాగుంది చాలా బాగుంది లొకేషన్ మాత్రం గాయస్ వచ్చినాము కాకినాడ వచ్చినాము సో ఫుడ్ తినడానికి ఆగినాము దోరాసా ఇదేంది కృష్ణ తిరియా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒక దానికి వచ్చినాము సో లోపటైతే బాగానే ఉంది రేటింగ్ కూడా బాగానే ఉంది ఇట్లున్నాయి గుడిసె టైప్ ఇట్లున్నాయి అన్ని రూమ్స్ కూడా ఏసీ అన్నారు కానీ ఏసీ లేదు సో ఫుడ్ తింటాం ఫుడ్ తిన్నాక చెప్తా గాయస్ ఫుడ్ తిన్నామాడ సో ఫుడ్ బాగానే ఉండే ఫైవ్ అంటే బాగానే ఉన్నట్టు అరే రేటింగ్ ఎంత ఇవ్వచ్చురా టూవేనా అంటే ఫుడ్ చెంచాలు ఇవ్వలే <laughs> స్టార్టర్స్ చెప్పినుండే స్టార్టర్స్కి టూత్ పిక్స్ ఇచ్చారు సో అన్వేజ్ ఫుల్ అప్సెట్ సో స్టార్టర్స్కి టూత్ పిక్స్ ఇచ్చినుండే అండ్ టేస్ట్ కంపేర్ చేసుకుంటే ఓకే ప్రైస్కి అయితే వర్త్ ఉంటుంది ఆ ప్రైస్కి మరీ ఎక్కువ ఓవర్ ప్రైజ్డ్ అయితే ఏం లేవు స్టార్టర్స్ ఒక్కటే ప్రైస్ uh, ఎక్కువ పడ్డాయి ఫుడ్ అంత ప్రైస్ ఏం పడలేదు సో స్టా స్టార్టర్స్కి okay okay four star rating వర్తే స్టార్టర్స్కి కాదు ఫుడ్కి అయిపోయింది ఫస్ట్ టైం ఎంటర్ అవుతుండే పిల్లవాడు ఎట్లయింది నా నీ ఫీలింగ్ ఏంటి చెప్పు బాగానే ఉందా ఉబ్బరి ఎట్లే వేడి చచ్చిపోతున్నావా ఏ సముద్రం అయినా వేడి ఇంతే ఉంటుంది ఈ టైంలోనే కాదు వాడు ఫస్ట్ టైం విజిట్ చేస్తుండే బీచ్ని కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది వాడికి టైం ల్యాబ్స్ చూసారు కదా టైం ల్యాబ్స్ మంచిగానే వచ్చినాయి అనుకుంటా వెళ్తున్నాం ఇంకా యానాం పోతాం యానాం నుంచి చూస్తాం యానాంలో లొకేషన్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ పృథ్వీ వాళ్ళ ఊరు ఇక్కడనేనంట పృథ్వీ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ యానం వస్తాం సో ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది అది సో గైస్ పెట్రోల్ బంక్ లాగినాం డీజిల్ కోసము సో డీజిల్ మస్తు తక్కువ ఉంది ఒకసారి రేట్ చూపిస్తా చూడండి డీజిల్ది సో ఎయిటీ సిక్సే ఉంది డీజిల్ మాత్రం పెట్రోల్ నైంటీ సిక్స్ ఉంది నైంటీ సిక్సే కదా సో చూసారు కదా యానాంకి అందుకే వచ్చినాం మేము పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినాము సో ఫిల్ అయిపోయింది ట్వంటీ లీటర్స్ వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్కే ఆల్రెడీ దాంట్లో ఉండే ఫ్యూయల్ సో మేము ముందు అక్కడ కొట్టకపోతే అయిపోయేది సో యానంలో పెట్రోల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది fifteen rupees fifteen rupees difference వస్తుంది డీజిల్కి పెట్రోల్కి పెట్రోల్ మన దగ్గర వన్ టెన్ ఉంది ఇక్కడ నైంటీ సిక్స్ ఉంది సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డిఫరెన్స్ ఉంది పెట్రోల్కి డీజిల్కి సో యానంలో మందు రేటు కూడా తక్కువ సో బ్రష్ చేస్తున్నాము బ్రష్ చేసినాక తోట ఉంది బ్యాక్ సైడ్ కొబ్బరి తోట కొబ్బరి తోట ఏమంటారు వాటర్ మాత్రం మస్తు ఉన్నాయి కొబ్బరి నీళ్ళు మాత్రం మస్తు టేస్ట్ ఉన్నాయి రాత్రి వద్దు వద్దు వద్దు వద్దు అనుకుంటే నాలుగు సార్లు అడిగారు ఐదోసారి తీసుకొచ్చేసారు డైరెక్ట్ తీసుకొచ్చేసి కొట్టి ఇచ్చేస్తేనే ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఇంకోసారి అడిగితే కూడా వద్దంటారు అని మొత్తం తోట ఉంది అక్కడ దాకా చెట్లు కూడా ఉన్నాయి సో మొత్తం తోట అది కూడా చూపిస్తా బ్రష్ చేసుకొని టిఫిన్ తిన్నాక ఆ తోట కూడా లోపలికి వెళ్దాం అన్నాడు పృథ్వీగాడు సో అది కూడా చూపిస్తారు సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ వృద్ధి అయిపోయినాయి గాయస్ స్నానాలు అయిపోయినాయి గాయస్ ఫ్రెష్ అయినా ఫుల్ ఫ్రెష్ ఫీల్ నీ బాబు హాయ్ అయ్యప్రా నువ్వు ఎక్కువ వస్తావా చెట్టు కాయతోని సీడ్స్ ఉంటాయి కదా దాంతో hmm. ఏమో మెడిసిన్స్ తయారైతాయి ఇప్పుడేమో కాఫీ ఉంటాయి కాఫీ కాఫీ బోర్మట్ hmm. ఈ కాలుతో ఆ స్టోన్తో తయారవుతుంది అదే అదే సీడ్తో తయారవుతుంది ఉంటుంది ఇది సీడ్ మాట లాస్ట్ మనకి ఈ కలర్ అవుతుంది ఇట్లా అయినాక సీడ్స్ వస్తాయి అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఉంటాయి కదా తినేసి సీడ్ మాత్రం మనం ఎండబెట్టుకోవాలి ఈ కాయ కూడా తింటారా కాయ కాయ తింపేసి దాని పగలు కొట్టి తీసుకుంటారు దాని లోపల ఏమొస్తాయి చెట్టు నుంచి అరే ఇదిరా తాంబూలం పెట్టినప్పుడు ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంటుంది ఒకటి అవునవునవును అది మధ్యలో కింద కోసిన అదే ఇట్లుంటుంది చెట్టు దాన్ని ఏమంటారో నేను ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి ఆ కాయను ఏమంటారు దాన్ని మెన్షన్ చేసి పోక చెక్కనే కదా పోక పోక చెట్టు ఇవి ఇగో ఇట్లా కాయలు ఇట్లా ఉంటాయి ఇవేనారా పోక చెక్కల కాయ ఇట్లయితే అవి లోపల నేను కోకో చెట్టు అని చెప్పాలి గవర్నమెంట్ ప్లేస్ కాఫీ వర్కలు కొట్టుకొచ్చాడు ఇప్పుడు జల్దీ జల్దీ ఎక్కేసి కొట్టుకొచ్చేసి ఫ్రెష్ ఇప్పుడే చెట్టు నుంచి దింపినాయి సో గాయస్ తోటలోకి వచ్చి కొన్ని కొబ్బరి బొండలు ఆగినాము అండ్ uh, ఇక్కడనే స్నానం చేసినుండే సో ఫస్ట్ స్నానం క్లిప్ చూసారు కదా సో స్నానం చేసినుండే కొబ్బరి బొండల్లో ఆగినాం ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ uh, పూతరేకులు తీసుకురానికే వెళ్ళినుండే పూతరేకులు తీసుకొచ్చేసారు వాళ్ళు సో ఇంకా ఇద్దరు ఉండే కదా వాళ్ళు పూతరేకులు తీసుకొచ్చారు అండ్ మధ్యలో ఇంకా బొమ్మడి చేపలు అండ్ uh, రొయ్యలు అండ్ ఇంకేమంటారు అదే ఫ్రాన్స్ అంటారు కదా ఫ్రాన్స్ తీసుకున్నారు రొయ్యలు ఫ్రెష్ ఇంకా కాస్ట్ కూడా తక్కువ ఉన్నాయి ఇక్కడ సో ఫైవ్ హండ్రెడ్ కేజీ ఏమో ఉండే పెద్ద పెద్ద ఫ్రాన్స్ అవి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా విజయవాడ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం నైట్ వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యింది సో బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోస్ ముందే అప్డేట్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను ఎక్కడెక్కడ వెళ్తున్నా అనేది అక్కడ అప్డేట్ చేస్తుంటా సో మీకు తొందరగా అర్థమవుతుంది నేను ఏ లొకేషన్కి వెళ్తున్నా అని అండ్ అక్కడ స్టోరీ కూడా పెడతా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఏదో ఒకటి సో కామెంట్ చేస్తే ఛానల్కి రీచ్ వస్తుంది